friends welcome to nine tech videos friends ನನ್ನ ಚಾನಲಲ್ಲಿ ಯಾರು ನೋಡಿದನ್ನ ನನ್ನ ಚಾನಲಲ್ಲೂ చందాదారమాగి షేర్ ಮಾಡಿ లైక్ ಮಾಡಿ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ యొక్క బెంగళూరుకి అయితే మరి స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకందరికి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్లు అయితే వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నోటిఫికేషన్ ఏమి ఇచ్చాడో కొన్ని మాటలు అయితే చూసుకుని వస్తారంటే ప్రతి జోన్లో వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూస్తే ఏదో ఒక కొత్త పాయింట్ అనేది యాడ్ అవుతూ ఉండేది ఓకేనా మొన్న అలహాబాద్ చెప్పాము ఈరోజు బెంగళూరు చెప్పాము ఈ విధంగా మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూస్తూ ఉంటే ప్రతి వీడియోలో మీకు కొన్ని పాసిబిలిటీస్ అయితే తెలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మనకి నెంబర్ వన్ పాయింట్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి బెంగళూరు జోన్లో ఏడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఓకేనా అదే ఏడవ తారీఖున అయితే షార్ట్ లిస్ట్ ఇచ్చాడు వాళ్ళందరూ కూడా ఎనిమిది వందల తొంభై తొమ్మిది మెంబర్స్ అయితే ఉండటం జరిగింది ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క డీవీకి ఎక్కడికి వెళ్ళాలంటే RRB recruitment board number eighteen pillar road behind cantonment railway station Bengaluru okay అక్కడికైతే వెళ్ళమంటున్నాడు అయితే అందరికి కూడా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికి కూడా ఇవి అయితే వస్తాయని చెప్తున్నాడు ఎస్ఆర్ఎస్ అలర్ట్ అలాగే ఈమెయిల్ అలర్ట్ అయితే వచ్చిద్దని చెప్తున్నారు ఇంకా నాలుగో దాంట్లో డీవీ ప్రొసీజర్ అనేది original documents along with two sets ఓకేనా మన తెలుగు వాళ్ళు వినండి original documents plus two sets of photo copies A four size ఇవి ఓకే ఇవి అయితే మనము తీసుకురావాల్సి ఉండేది అలాగే ఈ call letter issued document letter వీటిని అయితే తీసుకొని రావాలి those who call for document verification కా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే పంపిస్తారు వాళ్ళకి ఆ యొక్క నామినేట్ అయ్యిద్ది అనమాట ఏ హాస్పిటల్ అనేది ఓకే వాళ్ళకి ఎక్కడ సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళైతే ఒక ఇరవై నాలుగు రూపాయల మెడికల్ ఛానల్ అయితే కట్టించుకుంటారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజే మనకు ఒక ట్వంటీ ఫోర్ రూపీస్ కట్టించుకొని వాళ్ళు ఒక చనాలు అయితే ఇస్తారు ఈ యొక్క హాస్పిటల్కి వాటికి ఇంకా ఏదైనా ఒక ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా ప్రాబ్లం ఉండి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే సిటీ స్కాను అల్ట్రా స్కాను అవి కూడా తీస్తారంట ఏదైనా ఐ సర్జరీ ఉన్న వాటికి సంబంధించి వాళ్ళు ఏదైనా ఎగస్ట్రాగా చేసినందుకు వాళ్ళు ఇతర ఖర్చులు అయితే అదర్ ఛార్జెస్ అని చెప్తున్నాడు మనకి పేడ్ చేయాలని ఓకే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది గమనించండి కొన్ని కొన్ని ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క రూల్స్ అయితే చెప్తూ ఉంటున్నారు ఇంకా మనకి ఆరోప ఇంట్లో చేయాలంటే షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి లైబుల్ అంటే క్యాన్సిలేషన్ చేయడానికి ఎన్ని స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో వాళ్ళకి అథారిటీ అయితే ఉంది వాళ్ళు ఏదన్నా ఇదిగో డిసెఫిషియన్సీ డిస్క్రిపెన్సీ ఇలా ఏదైనా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళు అందించినట్లయితే వాళ్ళని ప్రాసెస్ నుంచి అయితే రిజెక్ట్ అనేది చేస్తారు ఇంకా సెవెంత్ పాయింట్లో ఏంటంటే short listing calling candidates document verification does not entitled him railway to appointment the railways వాళ్ళని ఇంకా పిలిచినటువంటి వాళ్ళని ఇంకా మేము రైల్వేలోకి జాబ్లోకి తీసుకోలేదు అని అయితే ఒక ఇంటిమేషన్ చెప్తున్నాడు గుర్తుంచుకోండి మీరు డీవీకి వెళ్ళి మెడికల్కి వెళ్ళినంత మాత్రాన మీరైతే సెలెక్ట్ కాలేదు గుర్తుపెట్టుకోండి డీవీకి మెడికల్కి వెళ్ళినంత మాత్రాన గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా సెలక్షన్ అయితే కాలేదు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా జరిగిద్ది ట్రైనింగ్లో కూడా కొన్ని మార్క్స్ అయితే ఉంటాయి ట్రైనింగ్లో కూడా పాస్ అవ్వాలి ఓకే ఈ విధంగా ఫ్రెండ్స్ మరి చూద్దాము ఇదిగో మనకి ఏడవ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకి పో వచ్చే నెలలో మరి గాంధీ జయంతి ఇంకా నాగుల చవితి దశమి ఈ విధంగా చాలా పండుగలు అయితే ఉండటం జరిగింది ఓకే పండుగలు చాలా ఉన్నాయి రేపు వచ్చే నెల అందుకని వీళ్ళకేం జరుగుతుందంటే టోటల్గా అయితే ఒక సిక్స్టీ మెంబర్స్ని ఫర్ డేకి సిక్స్టీ మెంబర్స్ ఫర్ డే అనమాట ఓకే డేకి అయితే ఒక అరవై మందిని చూస్తున్నారు ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు దాకా అంటే వీళ్ళకి twenty one days maximum twenty one days అయితే జరుగుతున్నాయి ఇందులో కొన్ని డేస్ హాలిడేస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఓకేనా మధ్యలో ఒక వన్ వీక్ టూ డేస్ అలా మధ్య మధ్యలో గ్యాప్స్ అయితే ఉండటం జరిగింది ఇంకా వీడేం చెప్తున్నాడంటే ఇచ్చిన మనకు తెలుసు కదా verification portal document verification portal ఈ యొక్క పోర్టల్ మీరైతే ఒరిజినల్స్ని మీరు అప్లోడ్ చేయాలి ఓకే డేట్ ఆఫ్ డీవీ ఎవరైనా బ్లాక్ అయి ఉంటే అంటే రాకుండా ఆగిపోయి ఉంటే వాళ్ళకి బ్లాక్ డేట్ అని మనకి నవంబర్ మూడు నాలుగో తారీఖుల దాకా అయితే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు ఆ తర్వాత కూడా ఎవరైనా ఫెయిల్యూర్ అయితే వాళ్ళందరిని కూడా రిజెక్ట్ ఎవరైనా ఆప్షన్స్ అయితే వాళ్ళందరిని కూడా ఈ call letters will be issued అనమాట నో ఫ్రెష్ ఈ కాల్ లెటర్ అనేది ఇంకెవరు ఇంకా వాళ్ళు రిజెక్ట్ అయిపోయినట్టే ఇది ఫ్రెండ్స్ మరి బెంగళూరు జైల్లో ఉన్నటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు ఏం